దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం కమల ముద్ర నేర్చుకుందాం కమల ముద్ర ఎలా పనిచేస్తుంది అన్నది కలవ పువ్వులాగా కమలం అంటే కలవ పువ్వే కదా దానికి ఏ విధంగా వేయాలి ఏం చేస్తుంది ఏ విషయాలన్నీ తెలుసుకుందాం ఇది వర్గంగా ఆలోచిస్తే హస్తముద్ర వర్గం హస్తముద్ర అంటే చేతులతో చేసే ముద్ర చేతి వేళ్ళన్నీ రెండు చేతులు తెరిచి దూరం దూరంగా ఉంచాలి ఈ విధంగా కలిపినప్పుడు చిటికిన వేళ్ళు కలుస్తాయి కొన భాగాలు వేలంతా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంతా కలుస్తుంది ఇక్కడ గ్యాప్ రాకూడదు ఇలాగా బొటన వేళ్ళు కూడా ఇలా కలుస్తాయి వేళ్ళులా ఉంటాయి ఈ కమలల్లా విడినట్టుంది కదా ఈ విధంగా పెట్టుకుంటే చాలు మరి కిందకు దించేయకూడదు అలానే పైకి ఎత్తి ఉంచలేము ఎక్కువసేపు ఫ్రీగా ఈ చేతుల భాగం తొడల మీద టచ్ చేసి ఉంటుంది నడుము తల తిన్నగా ఉంటుంది పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా చేయొచ్చు ఈ ముద్ర కమల ముద్ర ఈ ముద్ర వలన లాభం ఏమిటి ఎంతసేపు చేయాలి అంటే పది నిమిషాలు చేస్తే చాలు చిటికిన వేళ్ళు జలతత్వానికి ప్రత్యేక మనం ముందే తెలుసుకున్నాం వాటర్ రిప్రజెంటేషన్ చేస్తుంది కనుక చిటికన వేలు రెండు కలవగానే శరీరంలో జలతత్వం పెరుగుతుంది ఇక్కడ బొటన వేలు కలుస్తున్నాయి గనక అగ్నితత్వం పెరుగుతుంది ఇక్కడ జలతత్వం కలిసి ఉంది అగ్నితత్వం కలిసి ఉంది మిగిలినవన్నీ విడిగా ఉన్నాయి కదా అగ్ని జలతత్వాలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో శరీరంలో మనసుని శరీరాన్ని శాంతపరుస్తుంది శరీరం హాయిగా ఉంటుంది మనసు శాంతంగా ఉంటుంది ఇదే మనకు కావాలి కదా ఇది కమలం ముద్ర ఈ ముద్ర చేయడం వలన జ్వరం కూడా చాలా వేగంగా తగ్గుతుంది ఎక్కువ సమయం చేయకండి స్టార్టింగ్లో రెండు నిమిషాలు ఉండగలుగుతారు తర్వాత మూడు నిమిషాలు నిదానంగా వారం వారము పది పెంచుకోవచ్చు కమల ముద్ర అంటారు జ్వరాన్ని చాలా బాగా తగ్గించే సిస్టమ్ ఇది అతి వేడి కానివ్వదు శరీరం అతి చల్లగా కానివ్వదు సమతుల్యంగా ఉంచుతుంది ఎంతో హెల్ప్ చేస్తుంది కానీ టచ్చింగ్ మాత్రం కరెక్ట్గా ఈ వేళ్ళు కొన ఇలా కలవాల్సి ఒకటి పైకి లేకపోతే ఇది పైకి అలా పెట్టకూడదు ఇలాగా బొటన వెళ్ళి కూడా ఈ విధంగా టచ్ చేయాలి ఘాట్గా నొక్కేయొద్దు లైట్గా ఉంచండి మిగిలిన వెళ్ళి ఇలా కలపకుండా ఇలాగా ఒళ్ళో పెట్టుకొని వెళ్ళి ఏ యాంగిల్ వస్తుంది ఈ పై ఈ యాంగిల్లో వస్తుంది అలా అని కిందికి రాదు మరీ కిందికి రాదు అలా అని మరీ పైకి పెట్టుకోలేం చేయి లాగేస్తుంది కనుక హాయిగా కమల ముద్ర అంటారు చక్కగా పనిచేస్తుంది సాధన చేసి చూడండి జ్వరం వచ్చినప్పుడు చేస్తే మీకు దీని రిజల్ట్స్ ఎలాగ ఉన్నాయో తెలుస్తాయి ఉదయం పూట చేస్తే ఇంకా మంచిది ముద్రలు ఎప్పుడే కానీ ఏ ముద్రే కానీ పొద్దున్న పూట చేయాలి ఎందుకంటే పడుకొని లేచిన తర్వాత మన కాలకృత్యాలు తీర్చుకున్నాక పొద్దున్న ఎన్ని గంటల నుంచి నాలుగు నుంచి ఆరు లోపల లేవాలి లేస్తే ఏమవుతుంది మనసు శరీరం ప్రశాంతంగా ఉంటుంది కనుక చేసే ముద్రల ప్రభావం శరీరం మీద చక్కగా పనిచేస్తాయి వాటి రిజల్ట్స్ కూడా చాలా వేరంగా కనిపిస్తాయి అందుకే ఉదయం పూట ఉదయం పూట అంటారు అందరు ఇది సాధన చేసి చూడండి ఈ ముద్రని